సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టు మిత్రులపై పాట రచన కలస యాదగిరి గానం నిర్మల డప్పిస్టు తమ్ముడు ధనశేఖర్ తెలంగాణ సాంస్కృతిక సారథి నల్గొండ జర్నలిస్టు యోధులకు వందనం Mama.